ముఖ్యమైన అంశంతో మళ్ళీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే రక్త ప్రసరణ వ్యవస్థ అనమాట ఇక పోటీ ప్రపంచంలో వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ గురించి అప్పుడు ఒక మార్కు అడిగే ఛాన్స్ ఉన్న టాపిక్ ఏంటంటే రక్త ప్రసరణ వ్యవస్థ అనమాట ఒకసారి చూడండి ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ కనుక్కుంది అంటే విలియం హార్వే ఎవరు విలియం హార్వే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో రక్త ప్రసరణ వ్యవస్థ ఎవరు కనుగొన్నారని అడగడం జరిగింది సో విలియం హార్వే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రెండు పాయింట్ చూడండి కావున ఇతన్ని ఏమంటారంటే father of blood circulatory system అంటారన్నమాట రక్త ప్రసరణ వ్యవస్థ కనుక్కున్నది ఎవరంటే విలియం హార్వే కాబట్టి ఇతన్ని మనం ఏమంటారంటే father of blood circulatory system అని పిలుస్తారు అనమాట అంటే రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క పితామోన్ అని యొక్క విలియం ఆరోగ్యం జరుగుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మిత్రులు గమనించండి నెక్స్ట్ చూడండి యొక్క రక్తం యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క ముఖ్య విధులు ఏంటంటే ఈ ఆహార పదార్థాలని సరఫరా చేస్తాయి అనమాట త్రూ రక్తం ద్వారా శరీరంలో ఉన్న అన్ని శరీర భాగాలకి త్రూ రక్తం ద్వారా యొక్క ఆహార పదార్థాన్ని సర్క్యులేట్ చేస్తారు అనమాట ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ అనేది అదేవిధంగా వ్యర్థ పదార్థాలను మూత్రపిండాలు చేరవేయడం అనమాట యొక్క త్రూ రక్తం ద్వారా ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థలో ఈ యొక్క త్రూ మూత్రపిండానికి మనం యొక్క వ్యర్థ పదార్థాన్ని రమణ చేయడంలో ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ప్రభుకు పాత్ర వహిస్తుంది అనమాట థర్డ్ పాయింట్ చూడండి వాయువుల వినయం వాయువులని అంటే కార్బన్ ని ఇతర భాగాలకి అదేవిధంగా అక్కడ ఉన్న కార్బో కార్బన్ సిఓ టూని గుండెకి ఈ విధంగా వాయువుల వినిమయంలో రక్తం ద్వారా త్రూ రక్త ప్రాణ వ్యవస్థలో వాయువుల వినిమయం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సో ఇది మరో ముఖ్యమైన అంశం అనమాట రక్త ప్రసరణ వ్యవస్థలో విధుల్లో మూడో విధి వాయువుల వినిమయం ఫోర్త్ వన్ చూడండి శరీర శరీర రక్షణ వ్యవస్థను కాపాడను అదేవిధంగా హార్మోన్ల రవాణాను హార్మోన్కి ప్రత్యేకంగా ఏ రక్త నాళాలు ఏమి ఉండవు త్రూ రక్తం ద్వారానే ఈ యొక్క హార్మోన్ రమోన్ చేస్తారనమాట ఈ విధంగా ఆ రక్త ప్రధాన వ్యవస్థలో రక్తం చేసే విధులు ఏంటంటే ఆహార పదార్థాలను సరఫరా చేయడంలోను రెండవ పాయింట్ వ్యర్థ పదార్థాలను మూత్రపిండాలు చేరవేయడంలోను మూడవ పాయింట్ వాయువు యొక్క వినిమయం చేయడంలోను నాలుగో పాయింట్ శరీర రక్షణ వ్యవస్థను కాపాడులోను ఐదో పాయింట్ హార్మోన్ రవాణాను ఇక రక్త రక్త ప్రసరణ వ్యవస్థ ప్రభు పాత్ర పోషిస్తుంది అదేవిధంగా ఇక రక్త ప్రసరణ వ్యవస్థ ముఖ్యంగా ఏమేమి ఉంటాయి అంటే రక్తం ఉంటుంది గుండె రక్తనాళ ఈ మూడు అంశాలను కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు ముఖ్యంగా రక్తం గురించి తెలుసుకుందాము చూడండి రక్తం రక్త యొక్క అధ్యయనాన్ని ఎమటాలజీ అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ రక్తం రక్తం యొక్క అధ్యయనాన్ని చాలా చాలా ఎగ్జామ్ జరుగుతూ ఉంటాడు హెమటాలజీ పెట్టుకోండి అదేవిధంగా కాలేయం యొక్క అధ్యయనాన్ని హెపటాలజీ అంటారు హెపటాలజీ హెపటాలజీ అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట అంటే రక్తం యొక్క అర్థాన్ని ఎమటాలజీ అంటారు కాలేయాన్ని హెపటాలజీ అంటే ఇక్కడ పా వస్తే ఇక్కడ మా వస్తుంది గుర్తుపెట్టుకోను అనమాట ఆ విధంగా అప్పుడు కన్ఫ్యూజన్ అవుతారు కాబట్టి చెప్తున్నాను ఇది అంటే అనుబంధంగా ఉంటుందని ఉద్దేశంతో చెప్పడం జరిగింది రక్తం యొక్క అధ్యయనాన్ని ఎమటాలజీ అంటారు కాలేయం యొక్క అధ్యయనాన్ని హెపటాలజీని గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజన్ మాత్రం కావద్దు నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి రక్తాన్ని ద్రవరూప ఖనిజాలం అంటారు ఓకేనా రక్తాన్ని మనం ఏమంటారు ద్రవరూప కణజాలం అంటారు ఇంకా మూడో పాయింట్ చూడండి రక్తం ఒక కొల్లాయి చాలా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఎగ్జామ్లో ఎప్పుడు ఏమవుతూ ఉంటారంటే ఆ రక్తం ఒక కొల్లాయిట్ అంటారు పాలు ఒక ఎమల్షన్ ఓకేనా అప్పుడు ఎగ్జామ్ ఏమడుగుతుంటారు రక్తం అనేది ఒక అంటారు కొల్లాడి గుర్తుపెట్టుకోండి పాలు ఒక గుర్తు గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ పరంగా ఈ రెండు బిట్లు ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు పదే పదే నెక్స్ట్ పాయింట్ చూడండి సగటు రక్త పరిమాణం మానవుల్లో సగటు రక్తం ఎంత ఉంటుందంటే ఐదు నుంచి ఆరు లీటర్లు ఉంటుంది అనమాట సగటు రక్త పరిమాణం అనమాట అంటే తక్కువ ఎక్కువ ఉండొచ్చు అది మానవుడు బట్టి డిపెండ్ అవుతుంది కానీ సగటు చూసుకుంటే మనకి ఐదు నుంచి ఆరు లీటర్లు గుర్తుపెట్టుకోండి చాలు రక్తం ఎరుపు రంగులో ఉన్న కారణం ఏంటంటే ఎర్ర రక్త కణాల్లో ఉన్న హిమోగ్లోబిన్ అనమాట అంటే మన మానవ రక్తం కానీ ఎందుకు ఎరుపు రంగులో ఉంటుందంటే ఒక ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉండడం వల్ల ఆ రక్తానికి ఎరుపు కలర్ వస్తుంది గుర్తుపెట్టుకుంది చాలు చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టు రక్తం ఎందుకు ఎరుపు రంగులో ఉంటుందని అడుగుతాడు ఎగ్జామ్లో ఇక ఎర్ర రక్త కణాల్లో మనకి హిమోగ్లోబిన్ ఉంటుంది ఆ హిమోగ్లోబిన్ ఉండడం వల్ల మనకి ఆ విధంగా ఆ హిమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్ అనమాట అంటే ఎర్ర రక్త కణాలు ఉండే ప్రోటీన్ ఏంటంటే హిమోగ్లోబిన్ అనమాట ఆ హిమోగ్లోబిన్ వల్ల మన రక్తం ఎరుపు రంగులో ఉంటుందని గుర్తుపెట్టుకుని చాలన్నమాట నెక్స్ట్ బొద్దింగ రక్తం వర్ణరహితం అంటే రక్తానికి కలర్ ఉండదు ఎందుకంటే హిమోగ్లోబిన్ లభించుంటుంది అనమాట కానీ మన ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ ఉండడం వల్ల ఎరుపు రంగులో ఉంటుంది అదే హిమోగ్లోబిన్ లేకపోతే ఆ రక్తం అనేది రహితం అనమాట అప్ప ప్రభుత్వం అంటాడు బొద్దిగా రక్తం ఏ రంగులో ఉండదని గుర్తుపెట్టుకోండి రహితం గుర్తుపెట్టుకోండి కారణం అడగపోవచ్చు కానీ ఒకసారి చదవండి చూడండి కారణం ఎందుకంటే హిమోగ్లోబిన్ లోపించడం వల్ల అది రహితం గుర్తుపెట్టుకుని చాలు నెక్స్ట్ చూడండి వానపాము కామ కప్ప కామ సరిస్రూపాలు కామ పక్షులు శీరదాల యొక్క రక్తం ఎరుపు రంగులో ఉంటుంది అనమాట ఎందుకంటే వాటి యొక్క ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి అన్నింటిలో అంటే వానపావు కానీ కప్ప కప్ప అనేది ఒక సరీసృపమే వాళ్ళ మిగిలిన సరీసృపాలు పక్షుల్లోనూ క్షీరదాలు అన్నింటిలో కూడా రక్తం అనేది ఎరుపు రంగులో ఉంటుంది కారణం ఎందుకంటే ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉండడం అని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా బొద్దిక రక్తం వంద రైతులు ఎందుకంటే అక్కడ హిమోగ్లోబిన్ లోపిస్తుంది కాబట్టి సో లాస్ట్ పాయింట్ చూడండి వానపాములో ఆర్బీసీలు లేకుండా రక్తం ఎరుపు రంగులో ఉంటుంది అంటే యాక్చువల్గా వానపాములో ఎర్ర రక్త కణాలు లేవు ఎర్ర రక్త కణాలు లేకపోతే ఏమైతే హిమోగ్లోబిన్ కూడా లేదు అయినప్పటికీ కూడా వానపాములో రక్తం ఎరుపు రంగులో ఉంటుంది కారణం ఎందుకంటే హిమోగ్లోబిన్ అనేది ప్లాస్మాలో కలిగి ఉంటుంది అనమాట యాక్చువల్గా హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది ఎర్ర ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది కానీ ఈ వానపాములో యొక్క ఎర్ర రక్త కణాల్లో ఉండదు ప్లాస్మాలో ఉంటుంది అనమాట ప్లాస్మాలో హిమోగ్లోబిన్ ఉంటుంది అనమాట ఎర్ర రక్త కణాల్లో ఉండదు ఏదైనప్పటికీ కూడా వానపాము రక్తం ఎరుపు రంగులో ఉంటుంది కారణం ఏంటంటే హిమోగ్లోబిన్ ప్లాస్మాలో ఉంటుంది యాక్చువల్గా మానవుడికి ఎక్కడ ఉంటుంది మానవుడికి ఇక హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది కానీ వానపాము మాత్రం ప్లాస్మాలో ఉంటుంది అయినప్పటికీ ఉన్నప్పటికీ కూడా వానపాములో రక్తం ఎరుపు రంగులో ఎందుకు ఉంటుంది అంటే హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్తకాలలో ఉండనప్పటికీ కూడా ప్లాస్మాలో ఉంటుంది కాబట్టి వానపాముల రక్తం ఎరుపు రంగులో ఉంటుందని గుర్తుపెట్టుకోండి రక్తానికి సంబంధించి రక్త రక్తం గడ్డగట్టడకు అవసరమయ్యే విటమిన్ అంటే విటమిన్ కే గుర్తుపెట్టుకోండి ఓకేనా రక్తం గడ్డగట్టడంలో ప్రముఖ పాత్ర వహించే విటమిన్ అంటే విటమిన్ కే గుర్తుపెట్టుకుని బాగా ఇంపార్టెంట్ ఇది కూడా ఎందుకంటే రక్తం గడ్డగడ్డకు అవసరమైన విటమిన్ ఏంది విటమిన్ కే గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రక్తం రక్తస్కందన అన్న ఒకటి రక్తం గడ్డగట్టన ఒకటి రక్తస్కందన ఆ రక్తం గడ్డగట్టడుకు అవసరమయ్యే మూలకం లేదా లోహం అంటే ఏంటంటే కాల్షియం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రక్త స్కందనంలో ఉపయోగపడే రక్తంలోని అంశం ఏంటంటే రక్త పరికలు గుర్తుపెట్టుకోండి ఈ విధంగా రక్తం గడ్డ ఉపయోగపడే విటమిన్ అంటే విటమిన్ కే గుర్తుపెట్టుకోండి రక్తం గడ్డ గట్టడంలో ఉపయోగపడే లోహం ఏంటంటే కాల్షియం గుర్తుపెట్టుకోండి అదే రక్త స్కందనంలో ఆ రక్తం గడ్డగట్టడంలో రక్తంలో ఉండే అంశం ఏంటంటే రక్త పరికలు అనమాట ఈ మూడు కూడా రక్తం గడ్డగట్టించేవే కాబట్టి ఇది మాత్రం విటమిన్ ఇది మాత్రం లోహము ఇది మాత్రం రక్తంలో ఉండే అంశం అనమాట వీన్ని కూడా నెక్స్ట్ రక్త స్కందన ప్రోటీన్లు అంటే ఏంటంటే ఫైబ్రోనోజిన్ అండ్ పాత్రోమిన్ అనమాట ప్రోటీన్ పరంగా చూస్తే ఫైబ్రోనోజిన్ అండ్ పాత్రోమిన్ యొక్క రక్తంలోని అంశం చూస్తే రక్త ఫలికలు లోహపరంగా చూస్తే కాల్షియము విటమిన్ పరంగా చూస్తే విటమిన్ కేని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రక్తం స్కందనం అంటే రక్తం గడ్డగట్టడకు పట్టు సమయం అనమాట ఒక చిన్న గాయం అయింది అనుకోండి రక్తం కట్టాలంటే రెండు నుంచి ఐదు నిమిషాలు టైం పడుతుంది అదే పెద్ద గాయం అయితే ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు పడుతుంది అనమాట అదేవిధంగా రక్త స్కందనాన్ని నిరోధించే సహజ కారకం ఏంటంటే హెపారిన్ గుర్తుపెట్టుకోండి ఓకేనా రక్తం ఇప్పుడు రక్తనాళాలు మన రక్తనాళాలు రక్తం ఉంటుంది కదా రక్తం గడ్డగడితే మనకి గుండె సంబంధించిన సమస్యలు వస్తాయి కాబట్టి రక్తనాళాల రక్తంలో గడ్డ కట్టకూడదు అనమాట అలా రక్తం గడ్డ కట్టకుండా నిరోధించే సహజ కారం వచ్చి ఎఫ్ఆర్ఇన్ అంటారు అదేవిధంగా కృత్రిమ కారంకి వచ్చి రక్తస్కరణ నిరోధించే కృత్రిమ కారం వచ్చేసి one percentage of sodium citrate or sodium oxalate ద్రావణం ఇదేమో సహజ కారకం ఇదేమో కుత్రికాలం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రక్తస్కందనాన్ని నిరోధించకు జల విడుదల చేయు రసాయనం ఏంటంటే ఈరిడిన్ జలక మానవుడి యొక్క రక్తం కావద్దు కాబట్టి తాగిన తర్వాత అది రక్త కందనా నిరోధి రక్తం గడ్డగడ్డగా ఉండడం కోసము జలగ విడుదల చేసే రసాయనం ఇరుడిని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రక్త స్కందన నిరోధించడానికి దోమ విడుదల చేయే రసాయనం అంటే యొక్క హిమోలైసిన్ గుర్తుపెట్టుకోండి చాలా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్న విట్లే రెండు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి జలగ మాత్రం ఇరుడిని విడుదల చేస్తే దోమ మాత్రం హిమోలైసిన్ విడుదల చేస్తే గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రక్త నాణాలు లేని జంతువులు అంటే ఏంటంటే కీటకాలు మరియు మలస్కాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే రక్తం యొక్క పీచ్ ఎంత ఎప్పుడు ఎగ్జామ్ అడుగుతూ ఉంటాడు seven point three two to seven point four ఎక్కువ ఎగ్జామ్లో seven point three or seven point four ఇస్తాడు కానీ రేంజ్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మంచిది ఒకసారి అడిగిన అవకాశం ఉంటుంది ఈ విధంగా ఫ్రెండ్స్ ఎనీహో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి